hi friends welcome to Naya tech videos friends ఈ యొక్క వీడియోలో మనకి ఆర్ఆర్బి అండ్ టీపీసీ సిబిఏటి యొక్క రిజల్ట్స్ అయితే రావడం జరిగింది సైకోమెట్రిక్ రాసాం కదా అందులో మనకి రిజల్ట్స్ అయితే ఈరోజు వదిలాడు ఆ యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళిపోయి జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ అలాగే మన యొక్క వాట్సాప్ గ్రూపులో ఎవరైతే మన తెలుగు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆర్ఆర్బి స్టేషన్ మాస్టర్ తెలుగు అని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మెడికల్ వీడియోస్కి మరి మెడికల్కి సంబంధించినటువంటి డౌట్లకి మన తెలుగు వాళ్ళ కోసము స్టేషన్ మాస్టర్లకి ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేసి పెట్టాను అది కూడా కింద మీకు లింక్లో ఇస్తాను డిస్క్రిప్షన్లో ఆ లింక్ లింక్ ద్వారా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీరు లాగిన్ అవ్వడానికి మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ ఎందులో మీ యొక్క సిబిఐటి రిజిస్ట్రే స్కోర్ చూసుకోవడానికి మీ యొక్క సిబిఐటి రిజిస్ట్రేషన్ నెంబర్ కావాలి రోల్ నెంబర్ కాదు ఓకేనా ఇంకా మీ మీ డేట్ ఆఫ్ బర్త్ సబ్మిట్ చేస్తే మీకు మీ యొక్క రిజల్ట్స్ అయితే చూపించేది ఓకేనా మీ డీటెయిల్స్ అన్నీ చూపించిన తర్వాత మీ ఎప్పుడు రాశారు ఎగ్జామ్ అనేది చూపించి ప్రతి ఒక్క మనకి ఫైవ్ బ్యాటరీస్ కదా ఫైవ్ బ్యాటరీస్ యొక్క స్కోర్ కూడా చూపించడం జరిగింది ఓవరాల్గా మనకి ఎంత స్కోర్ వచ్చిందో చూపించింది ఇంకా మీరు సూటబుల్ అయ్యారా లేదా నాట్ సూటబుల్ అయ్యారా అనేది కూడా మీకు చూపించడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఇది ఈరోజు సిబిఐటి యొక్క రిజల్ట్స్ ఇంకా మన ఛానల్లో అనేక వీడియోస్ అయితే ఉన్నాయి medical videos document verification videos కూడా ఆల్రెడీ మనం చేసేసాము వెళ్ళిపోయి చూడండి ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్ బాయ్